ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ షో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆదోని పట్టణంలో బాబు పర్యటించారు ప్రజలు ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున తరలి వచ్చి బ్రహ్మరథం పట్టారు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి రాజకీయం ఎక్కడా చూడలేదని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని నూట యాభై కులాలకు నేను అండగా ఉంటానని మీరందరూ తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కని వెనుకబడిన వారిని ఆర్థికంగా సామాజికంగా పైకి తెచ్చే బాధ్యత నాదని అన్ని కులాల వారికి అండగా ఉంటానని బాబు తెలిపారు ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు రోడ్ షో నిర్వహించారు Música Oh,